ఏమో దుర్గోముండ కొడుక వైఎస్ఆర్ జగన్ ఏంటి plane crash Russia BRICS bank Modi రష్యాలో క్రాష్ అయిపోయిందంట్రా శారదాం యాత్ర emerging Uttarakhand Kedarnath nine people dead BRICS bank Russian Putin Om Shri మమ్మ కోటాగ్రే నమ ఫైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర where are my 5,777 trillion dollars. Uh, Mr. Modi, Putin, Biden, you will go and meet Pope John Paul. Uh? Om Shri Amakotha Green Namaha. Fight for freedom of Amakotagara. Christianity and Islam unite. Uh? భారత్కు రండి ఇస్లామిక్ ఇండియాకు రండి fight for Sanatana Dharma freedom when will you surrender when will you pay my money when will you resign corona resignation and our nation Om Shri మమ్మ కోట గ్రీన్ నమహా